ఈరోజు ప్రత్యేకంగా మరి రెండవ రాకడ యొక్క సూచనలు signs of the second coming దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్టే మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ తండ్రి జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయాన్ని మీకు మీరు మాకు ఇచ్చారు నిజంగా మారి జీవితంలో మీరు ఎన్నో మేలు చేశారు వందనాలతో మీరు నిలబెట్టుకున్నారు బలపరిచారు మమ్మల్ని కాపాడారు మూడు సంవత్సరాలు త్రీ టైమ్స్ తండ్రి కరోనా నుంచి మమ్మల్ని తప్పించి మా అందరిని క్షేమంగా ప్రాణాపాయాలను తప్పించి సజీవ లెక్కలో మీరు ఉంచినారు మీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయాన్ని బట్టి మీకు వందనారు మాతో మీరు మాట్లాడండి ప్రభు అనేక రకాలైనటువంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ప్రభా టర్కీ అండ్ సిరియాలో జరిగిన భూకంపాల ద్వారా కొన్ని వేల మంది చనిపోయారు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే మీ కృప ప్రభు మీ కొందనాలయ్యా మీ సన్నిధి మాకు తోడుగుంచండి బలపరచండి జ్ఞాపం ద్వారా సంధించండి మాతో మాట్లాడి బలపరచమని మీ రాకడ కొరకు సిద్ధపాటు దయచే దయచేయమని యేసు పరిశుద్ధనామ అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రిమేన్ దేవుని బిడ్డ మత్తి సువార్త ఇరవై నాలుగో అధ్యాయము మనకందరికి తెలుసు కదా ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో రాకడ యొక్క సూచనల గురించి యేసు ప్రభారు చెప్తారు యేసు ప్రభార్ని మరి తన శిష్యులు ఆయన పశువచనం చూసినట్టు యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండగా పడదోయబడిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను మూడవ వచనాలు చూసుకుంటే ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నిరాకడకును ఈ యుగ సమాప్తి వరకు సూచనలు లేవని మాతో చెప్పమనగా అయ్యా దయచేసి మీరు ఏం చేస్తారంటే దానికి కనెక్షన్ అయినటువంటి మైక్ ఎవరికైనా ఈ వాక్యం వినపట్టలేదు వినపడుతుందా మరి చెయ్యాలా వాళ్ళు చదివి మీద వినపడతలేదు నాదే కాబట్టి అది okay that's good very good God bless you కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా మరి రెండవ రాకడ అంటే ఏంటి రాకడా అంటే ఏంటి రావటం ఎవరు రాకడ ఇది యేసుప్రభార్ రాకడ ఒకసారి వచ్చారు యేసుప్రభారు రెండు వేల సంవత్సరాల క్రితం two two two thousand years ago they came into the year to save the sinners యేసుప్రవారు రెండు వేల సంవత్సరాల క్రితము పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు ఓకే అయితే ఆయన స్వార్థను తెలియజేశారు దేవుని రాజ్యం గురించి బోధించాడు స్వస్థతలు చేశాడు చనిపోయిన వాడిని లేపాడు ఇంకా అనేక అనేక సూచిక్రియలు అద్భుతాలు చేశాడు మరి ముఖ్యంగా ఆయన రాజ్య స్వార్థను మనకి అప్పగించి వెళ్ళాడు ఏంటది ఆయన రాజ్య స్వార్థను మనకి అప్పగించి వెళ్ళాడు ప్రేమైన దేవుని బిడ్డారా మరి ఆయన రాజ్యంలో అనేక మందిని చేర్చాలనే ఉద్దేశంతో మనల్ని అందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాం రాజులైన యాజక సమూహం మనందరికీ తెలుసు కదా ఒకటో పేద రెండో అధ్యాయం తొమ్మిది వచ్చిన అందరికీ తెలుసు ఆశ్చర్యకరం వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింప చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహముగా ఎన్నికైన వంశముగా ప్రత్యేక జనాంగముగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఆయన ప్రజలైన సొత్తుగా ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ప్రియమైన దేవుని బిళ్ళరా మన అందరికీ ఆ బాధ్యతను దేవుడు అప్పగించి కనుక మరి అనేక మందిని సమకూర్చి మనం దేవుని రాజ్యంలో చేర్చాల బాధ్యత మన మీద ఉన్నది దేవుని వాక్యం జాగ్రత్తగా అనండి ప్రియమైన దేవుని బిళ్ళారా ఇక్కడ ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఏకాంతముగా అంటే లోన్లీగా ఏకాంతం అంటే ఏంటి ఒంటరిగా ఒంటరిగా వచ్చి కూర్చున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు ఇవి ఎప్పుడు జరుగును నీ రాకగడుగు యుగ సమాప్తికి ఏవి అని చెప్తున్నారు మీరు ఎప్పుడు వస్తారు మరలా సూచనలు ఏంటి యుగం అంతం అయిపోతుంది కదా ఈ యుగం అంతం ఇవ్వటానికి సూచనలు ఏంటి అని అడుగుతూ ఉన్నారు ప్రిమేం దేవుని బిడ్డారు అక్కడ యేసుప్రభారు చాలా విషయాలు తెలియజేస్తారు ఆ దినాల్లో అక్రమం విస్తరిస్తుంది ప్రేమ ఉండదు మనుషులు ఎక్కువగా మిమ్మల్ని ద్వేషిస్తారు నామాము నానాము నిమిత్తం మీకు శ్రమల పాలు చేస్తారు ఓకే మిమ్మల్ని అవమానపరుస్తారు మీ మీద నిందలు వేస్తారు అనేక రకాలైనటువంటి శ్రమలు మీకు విస్తరిస్తాయి ఆ రీతిగా అక్రమ విస్తరించిన చేత అనేకుల్లో ప్రేమ అనేది చల్లారిపోతుంది అని అంటున్నాడు ప్రేమ అనేది ఉండదు ఈ రెండు ప్రసంగాలు మనం మొదట చూసుకుంటా వచ్చాం కదా ఏమేమి చూసుకున్నాం ఇంతకుముందు ఏం చూసుకున్నాం రెండు ప్రసంగాలు ఇంతకుముందు వారాల్లో విశ్వజనీయమైన ప్రేమ పోయిన వారం the universal love before the week previous week అంతకుముందు ఎస్ ద లవ్ దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించున్నది ప్రేమ గురించి ఎందుకు చెప్తా వస్తున్నామంటే ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది కాబట్టి మనకి మెలకు రావటానికి ఒక హింట్ ఎందుకు ఇచ్చాడు దేవుడు ఒక హింట్ ఎందుకు ఇచ్చినప్పుడు దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని ప్రియమైన దేవుని బిళ్ళరా అందుకనే పౌలు అంటాడు సాధ్యమైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అని అంటున్నాడు మనము ఎక్కువ మందితో ఫెలోషిప్ ఉండాలి ఎక్కువ మందితో సహవాసం ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు ఎందుకని ప్రేమ అనేది చల్లారిపోతుంది కనుక ప్రియమైన దేవుని బిళ్ళరా మనం అనేక విషయాల్ని మనము ఆ యొక్క సూచన రెండో రాకడ విషయంలో మనం కొన్ని కొన్ని ఇక్కడ మనం చూసుకుందాం చదవండి నాలుగో వచ్చిన నుంచి ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారం సమాచారములను గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనిడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు ఓకే ముఖ్యంగా మనం చూడాలంటే ప్రీమియం దేవుని బిడ్డారు వేటి గురించి అంటే యుద్ధములు ఏంటవి యుద్ధములు యుద్ధములు అంటే ఏంటి ఒక దేశం మీదకి ఒక దేశము యుద్ధం చేసి దురాక్రమణ చేసుకుంటాయి దురాక్రమణ అంటే ఏంటి వారి దగ్గర ఉన్నాయి లాగేసుకుంటారు యుద్ధాలు కదా యుద్ధాలు ఎందుకు జరుగుతాయి ప్రేమ లేకపోవడం యుద్ధం అంటే ఏమి లేదు గొడవే యుద్ధం అంటే ఏంది గొడవే భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారు ప్రేమ లేకపోవడం చేత ఫస్ట్ థింగ్ భార్యాభర్తలు ఎందుకు కొట్టుకుంటారు ప్రేమ లేకపోవడం చేత అది కుటుంబం నుండి సమాజానికి సమాజం నుండి ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం నుండి ఒక దేశానికి ఒక ప్రాంత ఒక దేశం నుండి దేశానికి ప్రపంచం మొత్తానికి all world fighting between the people without love ప్రేమ అనేది లేకపోవడం చేత ఏమవుతుందంటే కొట్టుకుంటూ ఉంటారు అంత్యదినాలు ఇవి జరగవలసి ఉన్నది యేసుప్రభువారు అంత మాత్రం వెంటనే రాదు ఇవి సూచనలు దీస్ ఆర్ ద సైన్స్ ఇవన్నీ కూడా సూచనలు రెండవ రాకడికి సూచనలు కదా మనం అనేక మంది మీ చేత ద్వేషింపబడతాం అంటున్నాడు దేవుడు మనం ఎవరినన్నా మనం మన మనల్ని ఎవరన్నా ద్వేషిస్తే మనం చాలా బాధపడతాం బాధపడతామా లేదా బాగా బాధ పెట్టారు ద్వేషిస్తున్నారు బాగా ద్వేషిస్తున్నారు చాలా బాధ అనిపిస్తుంది కదా కానీ అది పడాలి అంతే అది వాక్యం చెబుతుంది నీటి వారే నీ శత్రువులు అవుతారు అంటున్నాడు ఏమంటున్నాడు నీటి వారే నీ శత్రువులు సంఘం ఏంటి ఇంటి వారే నీ శత్రువులు అవుతారు సమాజం ఏంటి నీంటి వారే నీ అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి అక్క చెల్లెల మధ్య గొడవ తల్లిదండ్రుల మధ్య గొడవ అన్నదమ్ముల మధ్య గొడవలు అక్క చెల్లెల మధ్య గొడవలు ఇవన్నీ కూడా గొడవలు వస్తాయి ఎందుకంటే ఖచ్చితంగా ఇవి జరగవలసి ఉన్నది అక్రమం విస్తరించిపోయింది స్వార్థం ఎక్కువైపోయింది నాది నాది this is mine this is mine this is mine ఇది నాది ఇది నాది అంటే స్వార్థం ఎక్కువైపోయింది selfishness there is selfishness everywhere కదా ప్రతి చోట స్వార్థం అనేది ఎక్కువైపోయింది ప్రేమ అనేది లేదు there is no love at all okay కాబట్టి ఇవన్నీ కూడా రెండవ రాకడ యొక్క సూచనలు ఏంటవి సూచనలు అందుకు చేతనే యుద్ధాలు జరుగుతున్నాయి రీసెంట్గా మనకు అందరికీ తెలుసు రష్యా ఏం చేసింది యుక్రెయిన్ మీద యుద్ధానికి వెళ్ళింది వారు జరిగింది వాళ్ళ మీద ఉన్న బాంబులు ఎక్కడ పడితే అక్కడ వేసింది ఎక్కడ పడతాడు ఒక ప్రేమ లేదు ఒక విధానం లేదు ఒక చాలి లేదు చిన్న చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళే ముసలివాళ్ళేం నిరాశ్రీలు అయిపోయారు యుద్ధాలు కదా ప్రేమేం దేవుని బిళ్ళారా జనం మీదకి జనం లేస్తాం అంతర్యుద్ధాలు అని అంటాం అంతర్యుద్ధాలు అంటే అంతర్యుద్ధాలు అంటే లోపల లోపలే అంతర్యుద్ధాలు అంటే లోపల లోపల వేరే దేశం వేరే దేశం కూడా మన మనలోనే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి యుద్ధాలు ఇవన్నీ కూడా జరగవలసి జనం మీదకి జనం లేస్తారంటున్నాడు ఏమంటున్నాడు జనం మీదకి జనం లేస్తారు ఇవన్నీ సూచనలు కాబట్టి ఇవన్నీ మనకి ముందే ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సాధ్యమైనంత మటుకు సమాధానంగా ఉండటానికి ప్రయత్నించాడు దేవుని పిల్లల మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు వివేచనిచ్చాడు ఏదైనా మనం ఎడబాటు వచ్చేస్తున్నారా అంటే ఏదైనా మన గొడవలు వస్తున్నాయారా అంటే ఎస్ సైతానుడు ఒక ప్లాన్గా వెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మనం గమనించేసేయాలి వెంటనే అలర్ట్ అయిపోవాలి yes no this is not good దుష్టుడు ఏదో తీసుకొస్తున్నాడు మాలో అనైక్యత అనేది రాకూడదు ఐక్యత కలిగి ఉండాలి సహోదరుల ఐక్యత ఎంత మేలు ఎంత మనోహరం అని దేవుడు చెప్పాడు ప్రియమైన దేవుని బిళ్ళరా ఐక్యత ఉంటేనే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అని అంటున్నాడు మనం ఎన్నో ప్రార్థనలు చేసుకోవచ్చు ఎన్నో ఉపవాసాలు ఉండొచ్చు ఎన్నెన్నో చేయొచ్చు ఎంతో వాక్య జ్ఞానం కలిగి ఉండొచ్చు కానీ మనం మన సహోదరులతో ఆ యొక్క ఇంటిమసి లేకపోతే సహవాసం అనేది లేదనుకోండి అక్కడ ఐక్యత లేదనుకోండి అక్కడ ఆశీర్వాదం అనేది ఉండదు కనుక ప్రియమైన దేవుని బిళ్ళరా అనేక రకాలుగా జనం మీదకి జనం లేస్తే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా మొట్టమొదటి ఫస్ట్ వరల్డ్ వార్ తెలుసా మీకు హిస్టరీ ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది first world nineteen forty two nineteen twenty పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల ఇరవై వరకు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది చాలా జనరల్ నాలెడ్జ్ బాగా తెలుసు మీకు nineteen thirty nine to nineteen forty five రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది కదా యుద్ధాలు ఇవన్నీ యుద్ధాలు మూడవ ప్రపంచ యుద్ధం జరిగితేమని మనం భయపడ్డారు మూడవ ప్రపంచ యుద్ధం అంటే న్యూక్లియర్ బాంబ్స్ ఒకసారి అసలు ఏ మనకు తెలియదు మనం చచ్చిపోయినట్టు స్మాష్ మష్ అయిపోతాం ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్నాయి తెలుసా మీకు చాలా దేశాల్లో అణుబాంబులు న్యూక్లియర్ బాంబులు ఓదేశం మీద ఒకటి వేసేస్తే కథం ఏం లేదు ఏనక్కర్లట సింబుల్ మతం స్మాష్ ఎవ్రీథింగ్ అలాంటి భయంకరమైన పరిస్థితి బట్ అంతం వెంటనే రాదన్నాడు కాబట్టి ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అనేది third war it's not happening ఎందుకంటే ఈ అంతం ఎంత వెంటనే రాదు క్రమేపి క్రమేపి క్రమేపి అనేది అంతం వెంటనే రాదు కాబట్టి జరుగుతుంది కనుక ప్రేమే దేవుని బిడ్డారు ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నాం మనం కదా ఈ రీతిగా మరి ఈ రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా అనేక రకాలైనటువంటి మరి ఫస్ట్ ప్రపంచ యుద్ధం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా అనేక రకాలైనటువంటి పరిస్థితులు అందుకనే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అంతకుముందు ఒకటి ఉండేది శాంతి ఒప్పందం కోసం నానా జాతి సమితి అని అంటారు ఏంటది నానా జాతి సమితి అని ఏర్పడింది దాని తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత United Nations of organization UNO అనేది ఏర్పడ్డది ఏంటది ఇది ఎందుకంటే శాంతి చర్చలు ఆ దేశం ఈ దేశం కొట్టుకుంటున్నారు అయ్యా రండ్రా బాబా ఇక్కడికే రండి మనం మీకేం కావాలో చెప్పండి మీకేం కావాలో వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు అనుకో నేనేం చేస్తున్నాను తీర్పు మధ్యకి తీర్పు తీసి నేను యుఎన్ యుఎన్ వా అని అంటారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని అంటారు దాన్ని యుఎన్ అని ఒక శాంతి ఒప్పందం బట్ ఎన్ని శాంతి ఒప్పాలు చేసినా ఎన్ని చేసిన వాళ్ళు కొట్టుకుంటానే మనకి పాకిస్తాన్కి గొడవలు అవుతానే ఉంటాయి మనకి చైనాకి రీసెంట్ గొడవలు అవుతూనే ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ జరగవలసి ఉన్నది దేశం మీదకి దేశాలు కొట్టుకుంటాయి రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది జనం మీదకి జనం లేస్తారు ఇట్ విల్ బి హ్యాపెన్ ఇది జరగాలి అంతే ప్రీమియం దేవుని బిడ్డ రాజుగా మరి దీని ద్వారా ఏమవుతుందంటే ద్వేషాలు దేశాలు నాశనం అయిపోతాయి అభివృద్ధి అనేది కూడా కుండిపడిపోతుంది మళ్ళా రష్యా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి చాలా సంవత్సరాల తర్వాత ఆర్థిక అభివృద్ధి కుండిపడింది ఫైనాన్షియల్లీ కొలాప్స్డ్ ఆర్థిక అభివృద్ధి మళ్ళా అయిపోయింది ఓకే మన కరోనా వచ్చింది ఏంటది ఈ కరోనా ఇంకో చాప్టర్ కరువులు అక్కడ నెక్స్ట్ వచ్చింది చదవండి జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము this is the eighth verse ఎనిమిదవ వచనంలో మనం చూస్తున్నాం అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం కరువు ఎందుకు వస్తుంది చెప్పండి అసలు కరువు అంటే ఇంగ్లీష్లో స్టార్వింగ్ అంటారు ఏంటది స్టార్వింగ్ అంటారు విన్నారా ఏంటది స్టార్వింగ్ స్టార్వింగ్ అంటే ఏంటి కరువు కరువులు ఎందుకు వస్తాయి పంటలు పండకపోవడం చేత కరువులు వస్తాయి మెయిన్ అది కదా పంటలు ఎందుకు పండవు వర్ష అతివృష్టి అనావృష్టి చదువుకున్న వాళ్ళు తెలుసు నేను తెలుగు మీడియం కాబట్టి అతివృష్టి అనావృష్టి అంటున్నాను ఇంగ్లీష్ మీడియం చెప్పండి అతివృష్టి అనావృష్టి అంటే ఎక్కువ బాగా వర్షం కొడతాం అతివృష్టి బాగా ఎక్కువ వర్షం కొట్టింది అనుకో కోస్టల్ ఏరియాస్ మొత్తం కొట్టుకుపోతాయి ఆడ పంటలన్నీ కొట్టుకుపోతా ఉంటాయి తెలుసా నీకు పంటలు బాగా పండుతాయి బట్ ఏమవుతుంది బాగా వర్షం ఎక్కువ పడుతుంది కొట్టుకుపోతాయి అక్కడ గోదావరి నది ఉంది కృష్ణా నది ఉంది ఇవి వీటి వల్ల ఏమవుతుంది తెలుసా మనకి తెలంగాణలో ఈ ప్రాంతంలో వర్ష వరదలు రావు ఎందుకంటే వర్షాలు భూమిలో లోపలికి వెళ్ళిపోతాయి కానీ కోస్టల్ ఏరియాలో ఆంధ్రాలో కోస్టల్ ఏరియాలో మొత్తంలో వర్షాలు ఎక్కువ వస్తాయి పంటలన్నీ మునిగిపోతాయి ఇక్కడేమో వర్షాలు తక్కువయ్యేమో పంటలు పండవు అక్కడ వర్షాలు ఎక్కువై పంటలు నాశనం అయిపోతాయి అతివృష్టి అనావృష్టి అంటారు అది దీనివల్ల కరువులు వస్తాయి ఇదొక సమస్య అయితే జనరల్ సమస్య అయితే ఇది ఇంకో సమస్య రీసెంట్గా వచ్చింది మూడు సంవత్సరాల క్రితం కరోనా ఏంటది కరోనా అనేక బిజినెస్లు అనేక వ్యాపారాలు నాశనం అయిపోయినాయి అనేక హోటల్స్ హోటల్స్ అక్కడక్కడ జరిగినాయి కానీ కంపెనీలు ఏమి అన్నీ బంద్ అయిపోయినాయి అప్పటికే ఏర్పడిన ఆ కరువు వలన ఇంతవరకు కూడా ఎవరు కోరుకోలేదు కోలుకున్నారా ఇంతవరకు కూడా ఎవరు కోరుకోలేదు ఆ టైంలో అనేక మంది చనిపోయారు ప్రేమైన దేవుని బిళ్ళారా ఇవన్నీ వేదనలకు ప్రారంభము ఇవి దేనికి కరోనా వస్తుందని అని అనుకున్నారా వస్తున్నారు అనుకున్నారు అనుకోలేదు దానివల్ల అనేక మంది చనిపోయారు అయ్యారు ఆర్థికంగా దెబ్బతిన్నారు ఎకనామికల్గా కొలాబ్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా కరువు వచ్చేస్తుంది కరువు అనేది ఎక్కువగా వస్తుంది ప్రిమేం దేవన్ బిళ్ళారు మనవుడు ఇందాక సాక్ష్యం చెప్పు రెండోది అప్పైపోయింది అయిపోయింది అమెరికాలో ఇదే పరిస్థితి జరిగింది nineteen two thousand seven two thousand సెవెన్లో ఆర్థిక మాంద్యం వచ్చింది అక్కడ ఆర్థిక మాంద్యం అంటే ఏమంటారు ఇన్ఫ్లాషన్ ఆఫ్ ఎకనామిక్ ఏదో అంటారు అది రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏం తెలుసు ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటాయి అక్కడ ఏంటది క్రెడిట్ కార్డులు ఎక్కువ వాడేయటమే దాని ద్వారా అప్పులైపోయారు వాళ్ళు అమెరికాతో కన్ కన్ కనెక్ట్ అయి ఉన్న చాలా దేశాలు ఉన్నాయి తెలుసా మన ఇండియాలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ అమెరికాతో కాంటాక్ట్ అయ్యి ఉంది ఒకసారి ఒక దేశం కొలాప్స్ అయితే ఆ దేశాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వేరే కంట్రీస్ మీద పడుతుంది వేరే దేశాల మీద కూడా పడుతుంది పడుతుందా లేదా దానివల్ల ఆర్థికంగా ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబల్ ప్రపంచం అంతా చిన్న కుటుంబం లాంటిది తెలుసా మీకు జగమంతా కుటుంబం అంతా కదా ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం లాంటిది this is the family the world is a like a family కదా ప్రీమియం దేవుని బిళ్ళారా ఈ తర్వాత నేను చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్లో అంటే ఒక్కొక్క హెడ్డింగ్స్ చెప్తున్నాను కదా ఈ కరువులు ఎందుకు వస్తాయన్నాయన్నట్టు దీని ద్వారా మరి ఈ రోగాల ద్వారా కరువులు అతివృష్టి అనావృష్టి వర్షాలు ఎక్కువ అవటం వర్షాలు లేకపోవడం చేత వీటన్నిటి ద్వారా బిజినెస్ దెబ్బతింది దీనివల్ల కరువులు అనేవి వస్తాయి థర్డ్ వన్ ఇది అక్కడ భూకంపములు ఉండదు ప్రకృతి వైపర్యాలు నేషనల్ కలామిటీస్ అంటారు డిజాస్టర్స్ అంటే వీటిని ఏమంటారంటే ప్రకృతి వైపరీత్యాలు రీసెంట్గా టర్కీ అండ్ సిరియాలో భూకంపం వచ్చింది ఎర్త్వేక్ కదా ఎంతమంది చనిపోయారు twenty five thousand about died no ఇరవై ఐదు వేల మంది పైగానే చనిపోయారు మనం దానికి మనం అనుకుంటాం వాళ్ళు అనుకున్నారు అయితే శాస్త్రజ్ఞులు చెప్పారని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పారు కానీ నెగ్లెక్ట్ చేశారంట వాళ్ళు మేము దేవుని బిళ్ళారా ఈ మెత్పేక్స్ ఎందుకు రావు భూమిలో ఉన్నదంతా కూడా మీకు తెలుసా భూమి భూమి పొరలు పొరలుగా ఉంటుంది భూమి ఎంత ఎట్లా ఉంటుంది పొరలు పొరలు ఉంటుంది కింద గ్యాస్ ఉంటుంది గనులు ఉంటాయి తర్వాత ద్రావం ఉంటుంది పెట్రోల్ ఇదంతా పెట్రోల్ తోడుకోవడం తీసుకో చూసిన తోడుకోవటం బాగు చేసుకోవడం తీసుకెళ్ళి బళ్ళల్లో పోయి కింద అంతా తోడుకుంటున్నాం గనులు మీరు మీరు పెట్టుకునే బంగారం ముక్కులు గిట్ల బంగారం బంగారం ఉంది కదా ఎక్కడి నుంచి అనుకుంటారు లోపల నుంచి తవ్వుతున్నారు తవ్వేసి చక్కగా శుభ్రం చేసి పెట్టుకోండి చక్కగా మీకు వాటికి కదా ఎక్కడ కదిలిస్తున్నాం బొగ్గు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బొగ్గు దొరుకుతుంది చింగరేణి కాలం చింగరేణిలో బొగ్గు దొరుకుతుంది ఆ బొగ్గు తీసేస్తున్నాం పెట్రోల్ తోడుతున్నాం బంగారం వెండి గనులు మొత్తం లోహాలన్నీ కూడా లోపలే దొరుకుతాయి తెలుసా మీకు లోహాలు పాత్రలు కడుక్కుంటాం కదా భాషలు ఆ పాత్రలు అవన్నీ కూడా జర్మసీ జర్మనీ సిల్వర్ అంటారు అవన్నీ కూడా లోపల ఇవన్నీ తోడేస్తున్నాం తోడేసివ్వడం ఏమవుతుందంటే భూమి ఇంకా ఇంబ్యాలెన్స్ అవుతుంది గ్యాస్ తోడుతున్నాం ఏంటిదే గ్యాస్ గ్యాస్ తోడేస్తున్నాం చక్కగా అన్నం వండుకోవడానికి వాడుతున్నాం గ్యాస్ సో ఇవన్నీ కూడా గ్యాస్ ద్రావం వాటర్ ఇంక ఇవన్నీ కూడా తోడేసేది బయటకు అప్పుడు ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అర్థం ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అంతకుముందు సునామీ ఏంటది అంతకుముందు సునామీ వీటన్నీ కూడా అలా ఇవన్నీ ఏంటి అంటే రాకడకు సూచనలు these are the wonders of the second coming not signs of the second coming ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే సూచనలు ఇవంటే ఏమి సూచనలు అందుకనే పేతురు రాస్తాడు అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అని అంటున్నాడు అన్నిటికీ అంతము సమీపంగా ఉంది దగ్గరికి వచ్చేసింది రాకడ కోసం సిద్ధపాటు అవ్వాలి మనం మనం సరి చేసుకోవాలి ప్రియులారు ఇవన్నీ కూడా మనం చేయాలి ప్రభువారు చెప్పారు ప్రభువారు చెప్పారు బైబిల్లో నుండి ప్రకృతి వైపరీత్యాలు కదా మనకి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు దానివల్ల భూకంపాల వల్ల ప్రజలు నశించిపోతారు కదా అనేక రకాల మీకు తెలుసా కొన్ని కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు కూడా పేలుతాయి జపాన్లో ఫ్యూజియామా అనేది ఒక ఉంది దాంట్లో అగ్నిపర్వతాలు ఎక్కువ వస్తాయి అగ్నిపర్వతం పేరటం వల్ల వారి ద్వారా పక్కన ఉన్న వాతావరణం అటు పొల్యూటెడ్ అయిపోతుంది కెమికల్ కంపెనీస్ పొల్యూటెడ్ ఎవ్రీథింగ్ కదా మన వాడే ఫ్రిడ్జ్లు పొల్యూటెడ్ మన వాడే బైకుల ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది పొల్యూటెడ్ గ్లోబల్ అంతా పొల్యూట్ అయిపోతుంది మనం ప్రపంచం నివాసం చేసే ప్రతిది కూడా పొల్యూటెడ్ దీని ద్వారా ఇవి దీని ద్వారా ఏమవుతుందంటే మనకు మనమే మన విప మన యొక్క వాటిల్ని పాటు చేసుకున్నాం పోయినసారి అంతకుముందు ఒక మాట చెప్పాను నేను మీకు వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఓజోన్ పొర అనేది ఒకటి ఉంటుంది అక్క పైనుండి కిందకి డైరెక్ట్ సూర్యకిరణాలు పడినప్పుడు అది ఒక వలలాగా ఉంటుంది ఎండాకాలంలో మొక్కలు పెట్టుకోవడానికి ఎప్పుడైనా మీరు చూసారా ఒక తెరేస్తారు పైన green green mat green mat వేస్తారు కింద గార్డెన్కి పైన గ్రీన్ మ్యాట్ వేస్తారు అది ఎందుకు ఎండాకాలం ఎండ డైరెక్ట్గా తగలకుండా అట్లాగే మనకి గ్రీన్ మ్యాట్ ఒకటి ఉంది ఓజోన్ పొర అంటారు దాన్ని ఏమంటారు ఈ ఉద్గారాల వల్ల ఈ చెడు వల్ల కెమికల్స్ వీటి వల్ల ఏమవుతుందంటే దానికి ఎఫెక్ట్ అయ్యి చిల్లీలు పడిపోయినాయి అది డైరెక్ట్గా వచ్చినప్పుడు చర్మవ్యాధులు వస్తాయి అందుకే కొంతమంది చర్మవ్యాధులు ఎందుకు వస్తాయి తెలుసా స్కిన్ డిసీజెస్ వల్ల వస్తుంది మన వాడి ఫోన్ల వల్ల ఏంటది ఫోన్లు వాడతాం కదా ఎక్కడ పడితే ఫోన్లు ఇప్పుడు చెవుల్లో పెట్టుకుంటాడు ముక్కుల్లో పెట్టుకుంటాడు అనుకుంటాడు వీటి వల్ల రేడియేషన్ ఏంటంటే రేడియేషన్ ఎఫెక్ట్ కదా వీటి వల్ల దానివల్ల చర్మవ్యాధులు వస్తాయి మూత్రపిండ వ్యాధులు వస్తాయి లివర్ వ్యాధులు వస్తాయి క్యాన్సర్ ఓ ఎన్ని ఎఫెక్ట్ మన దే మన శరీరం మీద మనం ఎంత సుఖం కోరుకుంటామో పూర్వకాలం రోజుల్లో వాళ్ళు మనం వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాన్లు ఉండేవి కాదు హాయిగా బయట వేసుకునేవాడు మంచం పొనుకునేవాడు హ్యాపీగా నిద్ర పట్టేది ఆ రోజుల్లో నిజమే ఎప్పుడో ఎనిమిది గంటలకు పొనుకునేవాళ్ళు ఇప్పుడే పదకొండు కూడా నిద్ర రావట్లే మనకి ఆరోగ్యం దెబ్బతిందా ఇప్పుడు ఎప్పుడు పనుకుంటాం చెప్పండి మీరు మనతో పాటు మన పిల్లలు ఫోన్లు చూడాలి కదా మనం ఫోన్ చూడాలి పెద్ద ఫోన్ చూడాలి పిల్లడు ఒక ఫోను మనకు ఒక ఫోను పిల్లకు ఒక ఫోను మూడు ముగ్గురుకు మూడు ఫోన్లు కదా అరచేతులు వైకుంఠం అంటే అదే ఇప్పుడు నిన్నారు ఈ మాట మీరు అరచేతులు వైకుంఠం అంటే ఏంటి ప్రపంచం మొత్తం కనిపిస్తుంది జ్ఞానం దానియాల గ్రంథంలో చెప్తాడు జ్ఞానం ఏంటది జ్ఞానం గురించి మాట్లాడతారు టెక్నాలజీ ఎక్కువైపోతుంది టెక్నాలజీ మనం మనకైనా నాశనం అది టెక్నాలజీ మంచిదే కొన్ని విషయాల్లో కానీ కొన్ని విషయాల్లో మనం కీడు తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా పత్తులు జ్ఞానాభివృద్ధి అంటాడు ప్రియమైన దేవుని దేవుని బిడ్డారా తర్వాత నెక్స్ట్ ఫోర్త్ అనేది జ్ఞానాభివృద్ధి విజిటం జ్ఞానం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల అందుకనే దానియాల గ్రంథము పన్నెండో అధ్యాయం నాలుగు వచ్చింది చదవండి Daniel fourth chapter and twelfth chapter and fourth verse దానియలు గ్రంథము దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము చాలా మంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను అతడు చెప్పాను ఎప్పుడంట దినాల్లో తెలివి ఎక్కువ మనుషులకి ఎప్పుడంట దినాల్లో తెలివి ఎక్కువైపోతుంది తెలివి అయిపోయి ప్రపంచం మొత్తం వస్తున్నాడు మీకు తెలుసా అంతకుముందు బిఫోర్ నైన్టీన్ సెంచరీ బిఫోర్ ఎన్ని ఓన్లీ ఒక ఫిఫ్టీ ఫోర్ మైల్స్ ఒక యాభై నాలుగు మైళ్ళు మాత్రమే తిరిగేవాళ్ళు అంట ఆఫ్టర్ తర్వాత భూమి మొత్తం ఇరవై నాలుగు వేల మైళ్ళు ఇరవై నాలుగు గంటలు తిరిగి వస్తున్నాడు ఎన్ని ఇరవై నాలుగు వేల మైళ్ళు ఇరవై నాలుగు గంటల్లో తిరిగి వస్తున్నాడు అంటే ప్రపంచం నలుగుతుంది ఈ ఎంతకాలంలో ఈ రీతిగా జరుగుతుందని బైబిల్లో ఉందా లేదా ఉంది జరుగుతుంది ఇట్స్ హ్యాపీని ప్రిమేం దేవుని బిళ్ళారే ఇవన్నీ కూడా రాకడకు సూచనలు కదా రాకడ టెక్నాలజీ ఎక్కువైపోతుంది ప్రిమేం దేవుని బిళ్ళ దాని ద్వారా ఏం ఎక్కువ ఎక్కువైపోతుంది ఒకటే కనెక్ట్ విత్ ద సిన్ ప్రతి దానికి కూడా పాపము ఎక్కువైపోతానే ఉంటుంది కదా ప్రేమైన దేవుని బిళ్ళారు ఇవన్నీ కూడా మరి రాకడకు సూచనలు అని చెప్తాను జ్ఞానం ఎక్కువైపోతుంది అదేవిధంగా ప్రపంచం అంతా కూడా ప్రయాణిస్తున్నారు అనేది చెప్తా ఉన్నాడు తర్వాత మనం చూసినట్టే రెండో తిమోతి మూడో అధ్యాయము నాలుగో వచ్చిన second Timothy third chapter and fourth verse second Timothy third verse third chapter and fourth verse ద్రోహులు hmm. మూర్ఖులు గర్వాంధులు hmm. hmm. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అది మెయిన్ ఇప్పుడు ఈ రోజుల్లో దేవుడి కంటే ఎక్కువ సుఖం కావాలని కోరుకునేవాళ్ళు హార్డ్ వర్క్ చేసేవాడు ఎవడు లేడు కూర్చోవాలా డబ్బులు రావాలా కొంతమంది ఇంకా కూర్చుని ఆఫీస్ వర్క్ చేస్తే పర్వాలా కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఫ్రీగా <laughs> రావాలా మోసం ఫేస్బుక్లో క్రియేట్ చేస్తాడు చేసేసి ఏం చేస్తాడు ఇదిగో మీకు అంత ఇస్తున్నాం ఇంత ఇస్తున్నాం చాలా గిఫ్ట్లు ఇస్తున్నాం రీసెంట్గా నేను కూడా చూసాము మనకు తెలియదు ఎప్పుడు ఓపెన్ చేస్తే వాడు ఇన్ని గిఫ్ట్లు ఇస్తాడని చెప్పాడు చూస్తే అక్కడ రా పొందేది వేలు కట్టాలన్నాడు ఆహా ఇదే బిడ్డ అనుకున్నాను నేను కట్టిన నువ్వు ఫ్రీగా ఇస్తాను అన్నకు తీసుకురా అని చెప్పి మెసేజ్ పెట్టి అట్లా మాసం వేలు ఎంతమంది ఉంటుంది కొన్ని వేలు కడుతున్నారు తెలుసా ఎంతమంది కొన్ని వేలు కడుతున్నారు ప్రేమేం దేవుని కూడా మోసం మోసం మోసం సింపుల్గా సంపాదించడానికి చాలా మోసం ఇంకేముంది సైబర్ క్రైమ్ అంట తెలుసా మీకు ఎప్పుడైనా సైబర్ క్రైమ్ అంటే ఏంటది ఓడ తెలియకుండా ఈయన ఆమె అకౌంట్లో ఉండదు నేను లాగేసుకోవడం ఆమెకు తెలియకుండా సైబర్ క్రైమ్ అంటారు ప్రపంచంలోని ప్రతి పెద్ద పెద్ద టెక్నాలజీ ఉపయోగించి టెక్నాలజీని మోసం చేయడానికి వాడుతున్నారు చీటింగ్ కోసం వాడుతున్నారు టెక్నాలజీ దేనికి సైబర్ క్రైమ్ కదా యుద్ధాలంటే అవే ఏంటది ఒకడి మీద ఒకడు ఇంత వాడు డబ్బులు రాగేసుకున్నాడు వాడు ఏం చెప్తాడు కష్టపడి సంపాదిస్తాయో అయ్యో అంటాడు కదా ఎంత బాధ అండి కదా కష్టపడి సంపాదిస్తే సంవత్సరాలు పడింతరు నాయన ఒక్క సెకండ్లో పీకేసాడు రా వాడు నా లక్ష రూపాయలు అని అంటాడు ఎంత బాధ అండి ఇదంతా మోసం మోసం జరుగుతుంది అన్నాడు ఒకడినొకడు మోసం చేస్తాడంట చీటింగ్ ఏమైంది దేవుని పిల్లలు చూడండి ఇవన్నీ కూడా జరగాల్సింది కదా ఎందుకోసం ఇవన్నీ జరుగుతున్నాయి సుఖంగా బ్రతకాలి దేవుడి కంటే ఎక్కువ సుఖానుభవము ఊరుకునే వాళ్ళు అంటున్నాడు అంతేకాదు ఒకటో తేమది నాలుగో దేం ఒకటి నుంచి మూడు వచ్చిన చదవండి ఒకటో తేమది నాలుగో దేం ఫస్ట్ అయితే ఫోర్త్ చాప్టర్ బోర్డ్ వన్ టూ త్రీ వర్స్ అయితే కడవరి దినములలో కొందరు అబద్ అబద్ధికులు వేషధారణ వలన మోసం మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు విశ్వాస భ్రష్టులగుదురు అని అంటున్నాడు ప్రీమియం దేవుని బిళ్ళారు కొంతమంది అబద్ధ బోధకులు కూడా వస్తున్నారండి తెలుసా మీకు వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా మరి పర్వాలేదు తప్పు చేయి నీ దశం భాగం మాత్రం నాకు ఇవ్వు పర్వాలేదు చేయొచ్చు ఏమంది ఏదో వాక్యం చూపిస్తాడు ఏదో ఒకటి తీసుకెళ్ళి కనెక్టింగ్ వీటిలో ఏదో ఒకటి చూపిస్తాడు పర్వాలేదు నీ దబ్బిస్తే నాకు చాలు నీకు దబ్బిస్తే మస్తు వస్తుంది నీకు తెలుసా ఏమంట స్వార్థ కూడా లాభం చేసేసుకుంటున్నారు నిత్య దినాలు స్వార్థను కూడా లాభం చేసేసుకుంటున్నారు కొబ్బరి నూనె బాటిల్ అమ్ముకోవటం ఏంటి అచీవులం అమ్ముకోవటం బద్ద ప్రవక్తల బోధ ఇది దేవుని పిల్లరా ప్రతి దినాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి కదా మనం గమనించాలి అందుకని వాక్యములు ఏముంది సంఘస్థులు పౌలు సీఎల్లు పోయి వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు చెప్పేది వాక్యంలో ఉందా లేదని చూశారంట వాళ్ళు ప్రేమేం దేవుని బిడ్డారు చూడండి వాక్యము ఇందులో ఉందా లేదా కరెక్ట్గానే చాలామంది చాలా రకాలుగా బిజినెస్ అయిపోయింది సువార్త ప్రేమతో చెప్పాల్సిన బిజినెస్ బిజినెస్ అయిపోయింది ప్రేమతో వాక్యం చెప్పాల్సింది దేవుని రాజ్యం ప్రకటించాల్సింది ప్రజల్ని ప్రేమించాలి ప్రజల కోసం కావాల్సిన అవసరాలు మనమే వాడికి తీర్చాలి మనమే వాడికి హెల్ప్ చేయాల్సింది పోయి మోసం అయిపోయింది ఈవెన్ సువార్త కూడా మోసం అయిపోయింది ఏం చేస్తారంటాడు చూడండి మూడు వచ్చిన ఆ అబద్ధికులు అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహమును నిషేధించు వివాహమును నిషేధించుచు సత్య విషయమై ఫస్ట్ పెళ్లి చేసుకోకూడదని చెప్తారండి ఏమంటున్నారు ఏమంటున్నారు వివాహాన్ని నిషేధిస్తున్నారు బైబిల్లో ఏమో తెలుసు వివాహం అన్ని విషయములలో ఘనమైనది ఎంచమన్నాడు దేవుడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు చాలామంది తెలుసు చాలామంది వివాహం చేసుకోకుండా ఉన్నారు అది సాక్రిఫైస్ వేరండి మళ్ళీ వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని కోసం బతకాలని చేసుకునేవాడు వేరు బట్ కొంతమంది బోధకులు వాళ్ళ స్వలాభం కోసం ఏమేమి చేస్తున్నారంటే వివాహాలని నిషేధిస్తున్నారు సత్య విషయం అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్న నిమిత్తమును దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్ని తినుట మాలవని చెప్తున్నారు కొన్ని దినాలే కొన్ని తినకూడదు అన్ని దినాలని బైబిల్ చెప్తుంది తెలుసా మీకు సమస్త పదార్థములు పవిత్రములే నేను ఈరోజు అధికారం తొమ్మిదో అధ్యాయం చదువుతా ఉన్నా తొమ్మిదో అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు గమనించారు మొట్టమొదటి మానవుడు ఈడిన గార్డెన్లో ఆదాము తోటలో ఆదాము ఏం ఏం తినేవాళ్ళు అంటే ఫ్రూట్స్ తినేవాళ్ళు తర్వాత తొమ్మిదో అధ్యాయానికి జలప్రాలయం అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టు యేసుప్రభారు ప్రభు దేవుడు చెప్పాడు ఏమి అంటాడే ఈ వృక్ష వృక్ష ఆకుకూరలు వాటితో పాటు జంతు చరాలు ప్రతి వాటిని కూడా మనకు ఆహారం ఇచ్చాడని ఉంటుంది మీరు అది కానీ తొమ్మిదో అధ్యాయం చదవండి మీరు మరియు దేవుడు నోవాహును అతని కుమారుని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షు పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును అక్కడ దేవుని వాక్యం చెప్తుంది మనోళ్ళు ఏం చేస్తారు కొన్ని తినకూడదు కొన్ని తినాలి వాక్యం అందుకే జాగ్రత్తగా మనం గమనించాలి ప్రేమైన దేవుని పిల్లారు కాబట్టి మరి దేవుని వాక్యము మనం జాగ్రత్తగా పరిశీలించినట్టు మాకు అన్ని విషయాలు తెలియబడతాం అంతేకాదు రెండవ తిమోది మూడు మూడు చదవండి అనురాగహితులు అతి ద్వేషులు అపహాదకులు అజిత్రేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ఓకే చాలే అనురాగరహితులు అని అంటున్నారు సెకండ్ కమింగ్ రెండవ రాకడ సూచనలో ఒకటి అనురాగరహితులు అంటే అనురాగం అంటే ప్రేమ అనురాగం అంటే ప్రేమ ఈ రోజుల్లో అనురాగం ప్రేమ అనేది ఉందా మనుషుల్లో అనురాగం లేదు పక్కమటోడిని పట్టించుకునే పరిస్థితి లేదు యేసుప్రభారు ఏమంటున్నాడు నిన్నువలే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు ఇతరుల అవసరాల్లో పాలుపుచ్చుకోవాలి అని అంటున్నాడు ఇతరుల గురించి ఆలోచిస్తాను అంటున్నాడు కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం అనురాగరహితులుగా ఉంటున్నాం సజ్జన ద్వేషులు అంటే మంచిని ద్వేషిస్తారంట అజితేంద్రియులు సజ్జన ద్వేషులు ఇదన్నీ కూడా ప్రేమేం దేవుని బిళ్ళారా రెండో అక్కడ అందుకని ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటాడు అంత్యదినములు అపాయకరమైన మోస్ట్ డేంజరస్ డేస్ ఆర్ అందుకని ఎఫీసీలో చెప్తాడు దినములు చెడ్డవి కనుక సమయంలో పోయినాక సద్వినియోగం అని అంటున్నాడు ఎఫీసీ రాసిన పత్రికలు దినములు చెడ్డవి దినములు ఎందుకు చెడ్డవైపోయింది దేవుడు చూసినప్పుడు ఆది కాండంలో everything is good everything is good first day is good second day it good third day is good fourth day is good అన్ని ఈ దేవుడు అన్ని దినాలు మంచిగా అన్నాడు కానీ తర్వాత ఏం జరిగిపోయింది ఏం జరిగిపోయింది దినములు చెడ్డవి అంటున్నాడు అరే దినాలు చెడ్డ అయ్యింది ఎట్లా చెడ్డమైపోయినాయి మనం చేతే మనమే దృష్టి మనుషుల చేత ఒక వాక్యంలో ఈరోజు అది కూడా చదివాను నేను మనుషుల చేతే సృష్టి పాడైపోయిందంట తెలుసా మీకు మన మన చేతనే మనమే పాడు చేసి పడేస్తున్నాం దేవుడు తెలివిచ్చాడు కదా తెలివిని అతి తెలివిగా చేసేసుకున్నాం అతి తెలివిగా చేసేసుకుని పాడు చేసేస్తున్నాం సృష్టిని ప్రేమేం దేవుని బిళ్ళారా సృష్టి నిర్మలముగా స్వచ్ఛముగా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉండేది సృష్టిని దేవుడు చేశాడు దాన్ని ఏం చేస్తున్నాం మనం పాడు చేసేస్తున్నాం ప్రియమైన దేవుని బిల్లారు ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి ఎందుకు దీనికి కారణం ఏంది సుఖంగా బతకాలని దేవుడి కంటే ఎక్కువ సుఖం కోరుకుంటాడు కదా ప్రార్థన చేయను పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయని నా గురించి కష్టం వచ్చింది ఫోన్ కొట్టాడు ఫోన్ కొట్టి ఎక్కడో ఉండే వాళ్ళకి నేను ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసుకోలేవా యేసుప్రభు ఏం చెప్పాడు నాకు మొరపెట్టుకుని నేను నీకు ఉత్తరం ఇస్తాను అడుగు వాటి కంటే ఊహించు వాటికి ఎక్కువగా నన్ను అడుగుము అని అన్నాడు మనం అడగాలా లేదా యేసుప్రభు వారు ఏడో అధ్యాయంలో చెప్ చెప్పారు కదా మ్యాథ్యూ చాప్టర్ ఇది seven chapter and seven verse అడుగుడి మీకు ఇవ్వబడను వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు రామకృష్ణ ప్రార్థన చేస్తే నాకు జరగాల నేను నేను మాత్రం చేసుకోను కష్టపడి మోకరించి మాత్రం ప్రార్థన చెయ్య మీరు చేస్తే నాకు జరగదు అంత అట్లా ఇదైపోయింది విన్నాను దేవుని బిళ్ళారా నీకు నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్ ప్రార్థన అవసరత కోరటం మంచిదే కానీ నువ్వు చేయాలి ఫస్ట్ ఏం చేయాలి నీళ్ళ down before God pray to God దాని గాడ్ విల్ ఆన్సర్ యూ దేవుడికి ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని నీకు ఇస్తాడు ప్రేమైన దేవుని బిడ్డారు కాబట్టి ఆ తర్వాత మనం చూసినట్టయితే మరి రెండో తొమ్మిది మూడు మూడు రెండు వచ్చిన చదవండి రెండో తొమ్మిది అదే అక్కడే ఉండండి మీరు ఎందుకంటే అంత్య దినాల్లో అక్కడే దొరుకుతాయి వచ్చినాలు రెండో తొమ్మిది మూడు ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అపవిత్రులు ఇక్కడ నెక్స్ట్ ఏడవదిగా తిరుగుబాటు ఏంటది రెవల్యూషన్ రెవల్యూషన్ అంటారు తిరుగుబాటు కాదు కదా తిరుగుబాటు అంటారు రెబల్ ఏంటది రెబల్స్ అంతే దినాల్లో తిరుగుబాట్లు ఎక్కువ తిరుగుబాటు ఎక్కువ జరిగిద్దంట తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తారు పిల్లలు వాడి కానీ పెంచి పోషించి బ్రతికిస్తుంటే వాడిని ఏం చేస్తున్నారు వారిని తిరుగుబాటు ఏమిటరా నువ్వు చెప్పేదని తంతున్నారు తండ్రి తల్లిదండ్రులు బాబు మీరు అట్లా ఉండొద్దు నాయన తల్లిదండ్రులు తన్నేవాళ్ళుగా ఉండొద్దు తల్లిదండ్రులు ఏం చేయమన్నాడు దేవుడు సన్మానించమన్నాడు గౌరవించమన్నాడు యజమానులకి సర్వెంట్స్ తిరుగుబాటు సంఘ కాపర్లకి సంఘ విశ్వాసులు తిరుగుబాటు కదా ఇవన్నీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రేమంగా నాయకులకి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులకి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇవన్నీ తిరుగుబాటు అని అంటున్నాడు ఏంటిది అంత్యదినాలు ఇవన్నీ కూడా ఉంటారు అని అంటున్నాడు ఒకసారి ఎప్పుడైనా స్కూల్ ఒకసారి నేను బస్సులో వెళ్తా ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసు టీచర్లు అరే ఆడు ఆడు సోషల్ టీచర్ గాడు సైన్స్ టీచర్ గాడు అమ్మ గాడా ఇంకా ఆయన టీచింగ్ చేస్తుంటే గాడు అంటే వాళ్ళు టీచర్స్కి ఏం చేస్తున్నారు అపోజిషన్ నేను దేవుని బిళ్ళారా ఈ తిరుగువాడేది చాలా డేంజర్ తెలుసా మీకు పరలోకంలో తిరుగుబాటు చేసేది ఎవరు ఒక్క దెబ్బకి తంత తంత కింద పడ్డారు వాళ్ళు ఎవడెవడ తిరుగుబాటు చేశారో the heaven Lucifer is rebel against the God ఎప్పుడైతే తన్నేశాడో భూమి మీదకి వచ్చేసి ఏమైపోయాడు వాడు మహిమను కోల్పోయాడు వాడు మొత్తాన్ని కోల్పోయాడు ప్రేమైన దేవుని కనుక మరి తిరుగుబాటుదారులు ఉంటారని చెప్తున్నాడు ఒకటో కొన్ని పదకొండవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వచ్చిన వరకు చదవండి ఒకటోకొరింది పదకొండు పద్నాలుగు నుండి పదిహేను పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట పద్నాలుగు చదువు పద్ పదకొండో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను పురుషులు పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకునవలను చూడండి ప్రియమైన దేవుని పిల్లలు దేవుడు ఏం చెప్తున్నాడు స్త్రీలని చక్కగా ఇంటికి పెంచుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు బేబీ బాయ్ కటింగ్ వీళ్ళేమో జుట్టు పెంచుతున్నారు జుట్టు పెంచుతారు చాలా మంది చూసారా మీరు ఎప్పుడైనా నేను కడతాడు రాగి వీడికి పిల్లకి వచ్చింది అమ్మాయి చూస్తేనేమో ఎంటికలు ఉండవు అబ్బాయి చూస్తేనేమో ఎంటికలు ఉండవు ఇది రివర్స్ గేర్ అనమాట ఏంటిది రివర్స్ గేర్ అందుకనే ఎందుకు వేసుకోమంటున్నారు బైబిల్లో పౌలు చెప్పాడు ఎంట్రికలు స్త్రీకి అందం ఏంటవి దేవుడిచ్చాడు అది పెంచుకోమన్నాడు పురుషులను చక్కని కటింగ్ చేసుకోమన్నాడు ఇప్పుడు కూడా కొంచెం స్టైల్ కటింగ్ వేస్తున్నారు అనుకోండి కటింగ్లు కూడా మారిపోతున్నాయి కదా దీని మీద ఇవన్నీ కూడా రివర్స్ గేర్ వచ్చేస్తున్నాయి దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి కనుక స్త్రీల్లో అయితే కొంతమంది యజ్బేల్ ఆత్మ వచ్చేస్తున్నాయి యజ్బేల్ ఆత్మ అంటే ఏంటి ఏడుకు పడితే అవి పూసుకోవటం ఆ ముఖానికి రంగులు పూసుకుంటుంది యజ్బేల్ ఆత్మ తిరుగుబాటు చేస్తుంది మొగుడు మీద భర్త మీద ఇంకేంటి యజ్బేల్ ఆత్మ అంటారు అది తెలుసా మీకు ఎప్పుడన్నా యజ్బేల్ యజ్బేల్ అంటే అహబు భార్య రంగరంధంలో చెప్తాడు యజ్బేల్ ఆత్మ కలిగిన వాడు దేవుని బిడ్డారు అలాంటి ఆత్మ తొలగించబడి ఒక విధేయులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను భార్యలు స్త్రీలు తమ పురుషులకు విధేయులుగా ఒక పద్ధతి ఒక విధానం ఉంది ఆ విధానంలో మనం నడవాలని దేవుడు తెలియజేస్తుంది తర్వాత విశ్వాసం నుండి పడిపోవటం ఒకటో తొమ్మిది నాలుగో తేమ ఒకటో వచ్చింది చదవండి ఒకటో తొమ్మిది నాలుగో తేమ ఒకటో వచ్చింది first Timothy fourth chapter first verse అయితే ఎస్ hmm. hmm. అయితే ah. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును hmm. దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి hmm. విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు చూడండి ఏందంట విశ్వాస భ్రష్టులు అయిపోతానట ఏంటది ఆ రెండో తిమోతిలోనే ఉంటుంది రెండో తిమోతిలో ఇది అట్లా ఉంచండి ఆలోచన రెండో తిమోతి మూడో అధ్యాయంలో ఐదో విషయం చదవండి పైకి భక్తి గల వారి వాళ్ళు ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు ఇట్టి వారికి విముఖుడవై ఉండుము ఓకే ప్రిమేం దేవుని బిళ్ళరా పైకి భక్తి గలవారే ఉంటారు వారికి విముఖుడు ఉండు ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం ఉండదు ఏంటది దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం ఉండదు దేవుడు మనకిస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అది దేవుడు ఒక క్రైస్తవుడికి ఇచ్చిన నియమం నీతిమంతుడి విశ్వాసం మూలమున బ్రతుకును రైచ్వెస్ మ్యాన్ విల్ బి ఏమంటది నీతిమంతుడి విశ్వాసం మూలమున బై ఫెయిత్ విశ్వాసం మూలమున బ్రతుకును అని అంటున్నాడు ఏమంటున్నాడు నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడు విశ్వాసం ఉండాలి ప్రతి క్రైస్తవుడికి ఏముండాలండి విశ్వాసం ఉండాలి దేవుడు నన్ను దీవిస్తాడు దేవుడు నన్ను బలపరుస్తాడు విశ్వాసంతో ప్రార్థన ఎస్ ఇట్ విల్ బిడ్డాను డన్ అంటే ఇది దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యమో చేస్తాడని నేను నమ్మాలి కనుక ప్రేమైన దేవుని బిళ్ళారు దేవుని లేఖనాల్లో తప్పనిసరిగా మరి మనకి విశ్వాసం అనేది చాలా ఎప్పుడు రాష్ట్రం పత్రికలు చెప్తాడు కదా పదకొండు అధ్యాయం ఆరో దేవుడు ఉన్నాడే నీవు తను వెనక వారికి ఫలము దయచేవాడే అని నీవు నమ్మవలేను కదా అని అంటే విశ్వాసం లేకపోతే దేవుడు లేడని అర్థం ఇంటి విశ్వాసం లేదు మనకి ఇంకెవరు లేదని నువ్వు డిక్లేర్ చేస్తున్నావు దేవుడు లేడని డిక్లేర్ చేస్తున్నావు విశ్వాస భ్రష్టులోకి పోతారు దేవుడు దేవుళ్ళరా అనేకమైన కల్పనా కథల వైపు వెళ్ళిపోతారంట అబద్ధ బోధకులు బోధనలు అనుసరిస్తారంట కడవరి కాలాల్లో బోధకులు భ్రష్టులు అయిపోతున్నారు విశ్వాసులను కూడా భ్రష్టులు చేసేస్తారు ఈయన బస్టుడు అయినప్పుడు ఆయన కూడా బస్సులు చేస్తాను కదా ఇట్లా అయిపోతుందంట అంతే జనాలు ఇవన్నీ కూడా జరుగుతాయని నేను దేవుని బిడ్డరా నేను ముగించిపోతున్నాను ఇజ్రాయెల్ గురించి మనం చూస్తున్నాం కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ కదా అక్కడ లోకసు వార్త ఇరవై ఒకటి అధ్యాయం Luke twenty first chapter and twenty nine thirty two verse లోక ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వచ్చిన వరకు మరియు మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగురించుట చూచి వసంత కాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందరు కదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకున్నాడు ఇజ్రాయేల్ దేశంలో ప్రేమైన దేవుని మొట్టమొదట హింస తర్వాత యేసుప్రభా ఉంటానుడు తిరిగి లేచి తర్వాత నలభై రోజులు ఉంటాడు ఆయన భూమి మీద పునః ఆరోహణం వెళ్ళిపోతాడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టైటస్ అనే ఒక చక్రవర్తి వస్తాడు ఎవరైనా చక్రవర్తి వచ్చేసి అది యేసుప్రభారు ముందుగానే చెప్పాడు మీరు ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగు అధ్యాయం ఫస్ట్ వచ్చిన ఉంటుంది దేవాలయం ఉంటుంది ఇప్పుడు రాళ్ళు ఉంటాయి అవన్నీ ఆ రాయి మీద రాయి నిలబడదు అన్నీ కూడా పడిపోతాయి అని చెప్తాడు ఆది ప్రవచనం ఇప్పుడు జరుగుతుంది అది పడిపోతుంది మొత్తం అన్నీ కూడా కూల్చివేయబడతాయి అవన్నీ కూడా మరి ముఖ్యంగా యూదుల్ని చాలా ఇబ్బంది పెడతారు అప్పుడు యూదుల్ని చాలా బాధ పెడతారు హింస ప్రారంభమైంది తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే హిట్లర్ అనే ఆయన హిట్లర్ అనే ఆయన యూదుల్ని అరవై లక్షల మంది యూదులను దాకా చంపేస్తారు ఎంతమందిని అరవై లక్షల యూదులు చంపారు అది అంజూరపు చెట్టు ఎండిపోవటం అది ఏంటది అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయింది ఆ పరిస్థితి అంటే ఇజ్రాయేలీలు ప్రపంచ నలుమూలన్నీ తోలివేయబడ్డారు మళ్ళా తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో అందరూ మరలా ఆ దేశానికి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఇజ్రాయిల్ దేశాన్ని ప్రారంభిస్తారు వాళ్ళు nineteen forty forty eight Israel కంట్రీని మరలా తిరిగి రీబిల్డ్ ఏ కంట్రీ మరలా అదే అంజూరపు వసంతకాలం ఇదొక సూచనలకి రెండవ రాకడ సూచనలకి ఇదొక గుర్తు ఇప్పుడు అందరూ ఒక చోటకు వచ్చేస్తున్నారు ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఇప్పుడు కింగ్డమ్ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకున్నారు యూదులు అంటే ఎవరండి అబ్రహం సంతానం యూదులు ఎవరు వాళ్ళ ద్వారానే ప్రపంచం అంతా దీవిన వాళ్ళ ద్వారానే మనం అందరూ దీవించబడాలి అంతే అది దేవుడు చెప్పాడు అన్నమాట అబ్రహాము నీ ద్వారా ప్రపంచ సకల వంశములని కూడా నేను దీవిస్తానని చెప్పాడు దేవుడు ప్రియమైన దేవన్ బిళ్ళరా ఇస్రాయిల్ దేశం కదా మరి ఏ రీతిగా మనం చూస్తా ఉన్నాం అందువరకు చుట్టూ చిగురిస్తుంది అని చిగురించడం అంటే ఒక భాగం రాకడ సూచనలో ఇది ఒక భాగం తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ రొంక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను నేను రెండో పేదరు మూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన ఒక మాట అంటే దేవుని కాల పట్టిక మనం చూసినట్టు ఒకసారి దేవుని కాల పట్టిక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అంటున్నాడు ఆదాము మొదలుకుని ఆదాము మొదలుకుని క్రీస్తు వరకు నాలుగు వేల సంవత్సరాలు అయ్యిందంట కాల ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కాలపట్టిక ఎన్ని నాలుగు వేల సంవత్సరాలు దేవుడు సృష్టిని ఆరు దినాల్లో చేశాడు ఏడవ దినమన విశ్రాంతి తీసుకున్నాడు సో అట్లాగే మరి సృష్టిలో యేసుప్రభారు యేసుప్రభారు నుంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల సంవత్సరాలు అంటే ఆరు వేల సంవత్సరాలు ప్రియమైన దేవుని బిళ్ళారా అంటే వారికి రెండో పేతురు మూడో అధ్యాయం వినియోగించిన ప్రకారం మనం చూసుకున్నా కానీ అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి బాబు అర్థమవుతుందా ఒక దినము వెయ్యి సంవత్సరాలంట ప్రభు దృష్టికి ఒక ఒక దినము thousand years equal to one day equal to thousand years in sight of the God దేవుని దృష్టికి ఒక సంవత్సరం వెయ్యి సంవత్సరాలు అవుతుంది మొత్తం ఎన్ని సంవత్సరాలు దాదాపు ఇప్పుడు ఆరు దినాలు ఆరు దినాలు ఒక్కొక్క సంవత్సరం అంటే ఆరు వేలు సంవత్సరాలు అయిపోయినాయి ఏడో దినములు విశ్రమించాలి సది దేవుని యొక్క కాల కాలపట్టిక ప్రకారం ఇది అన్నీ దగ్గరకు వచ్చేసిన సూచనలు అని తెలియజేస్తా ఉన్నాను అందుకే ప్రియమైన దేవుని పిల్లలు చూడండి అందుకనే దేవుడు చెప్తాడు కాండంలో పంతొమ్మిది అధ్యాయము పది పదకొండు పదహారు వచ్చినాలు చదవండి నేను ముగించేస్తున్నాను కాండము Exodus nineteen chapter and ten eleven and sixteen verses యహోవా మోసేతో నీవు ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుక్కొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను మూడవ నాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం పర్వతం మీదకి దిగివచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను చూడండి రెండు దినాలు సిద్ధపాటు దినాలు ఇవి ఏంటివి రెండు దినాలు వాళ్ళకి ఒక ఆచారం ఉంది దేవుడి దగ్గరకు రావాలంటే ఈ రెండు దినాలు పరిశుద్ధపరచుకోవాలి వాళ్ళు వాళ్ళు అప్పుడు మూడో దినం ఎవరి దగ్గర రావాలి దేవుడి దగ్గరకు రావాలి ప్రీమియం దేవుని పుట్టారు యేసు ప్రభావం నుంచి ఇప్పుడు మనము ఈ రెండు వేల సంవత్సరాలు పరిశుద్ధపరచుకునే దినాలు ఇవన్నీ కూడా సంవత్సరాలు ఏవి ఈ దినాలు ఏవి మనకు మనం పరిశుద్ధపరచుకునే సంవత్సరాలు ఇవన్నీ కూడా రెండు దినాలు అంట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దినం కదా కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఆయన అర్థం చేయను కాక దేవుడు మీకు కాబట్టి ప్రేమైన దేవుని బిళ్ళారు మనం సిద్ధపడాలి ఇప్పుడు రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడాలి పరిశుద్ధులుగా తీర్చిదిద్దపడాలి యేసుప్రభు రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దాం we are preparation for the second coming దేవుని యొక్క రెండవ రాకడ గురించి మనము సిద్ధపడాలి కాబట్టి ప్రేమైన దేవుని బిళ్ళరా మరి ఇవన్నీ కూడా సూచనలు ఇలాంటివి జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అంతా అక్రమం విస్తరించిపోయింది కాబట్టి ప్రేమ అనేది ఏమన్నా కనిపిస్తుందా ఇప్పుడు స్వార్థం ఎక్కువ ఉందా ప్రేమ ఎక్కువ ఉందా చెప్పండి స్వార్థం ఎక్కువ ఉందా ప్రేమ ఎక్కువ ఉందా వాళ్ళ డాడీ వచ్చి బట్టలు కొనుక్కుడా చిన్నవాడిని ఒక రకం నన్ను ఒక రకంగా చూస్తున్నావు పెద్దవాడిని ఒక రకంగా చూస్తున్నావు అంటే దేర్ ఇస్ ఏ సెల్ఫిష్నెస్ ఏముంది సెల్ఫిష్నెస్ ఉందా లేదా అని వాడు అనుకుంటున్నాడు కాదు లేదు తల్లిదండ్రులు ఒక రకంగా ప్రేమిస్తారు కానీ వీడేమనుకుంటున్నాడు నాకైతే స్వార్థంగా ఫీల్ అవుతుంది నిజమే దేవుని బిల్లరా కాబట్టి చూడండి దేవుని యొక్క లేఖనములు చెప్తా ఉన్నాయి మరి ఎంత దినాలు స్వార్థం ఎక్కిపోయింది ప్రేమ లేదు కాబట్టి మనం ఏం చేయాలి దేవుని పిల్లలు ఆయన మనము ప్రేమను పునఃస్థాపి రీబిల్డ్ ద లవ్ దేవుని ప్రేమను మనం ఏం చేయాలి పునఃస్థాపితం చేసుకోవాలి దేవుని ప్రేమ కలిగి ఉండాలి అందరిలో స్వార్థం తీసివేసుకోవాలి ఇతర సహాయ సహోదరుల గురించి మనం పట్టించుకోవాలి అది మన బాధ్యత ఏంటి కనుక ప్రియమైన దేవుని బిళ్ళరా దేవుని లేఖనంలో చెప్పబడినట్లుగా ఏ రీతిగా దేవునిక మరి మనం మనం పరిశుద్ధపరచుకోవాలని అంటున్నాడు లాస్ట్ వచ్చిన చదువుదాం ఒకటో వ్యవహారం మూడు మూడు first John third chapter and third verse ఒకటో వ్యవహారం మూడు this is the last verse ఒకటో వ్యవహారం మూడు మూడు ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి పేతుడు చెప్తాడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు అంతేగాని దశలోనికి రాష్ట్రపతి పౌలు ఏమంటాడంటే మీ మీ ఘటములను కాపాడుకున్నట్టు ఏ దేవుని యొక్క చిత్తం అని అంటాడు అంటే కామాతరత నుండి అపవిత్రత నుండి జారత్వం నుండి వీటి నుండి మన శరీరాల్ని మనము కాపాడుకోవాలి కల్మషము నుండి కాపాడుకోవాలి పవిత్రులుగా చేయబడాలి purify by the blood of purify by the word of God దేవుని వాక్యం చేత మళ్ళీ మనం భద్రపరచుకోవాలి పవిత్రపరచుకోవాలి దేవుని క్రీస్తు రక్తం తర్వాత మళ్ళీ మనం పరిశుద్ధపరచుకోవాలి పవిత్రపరచుకోవాలి ఓకే ఆ రీతికి చేసినప్పుడు దేవుని రాకడకు మనం సిద్ధపడతాం తద్వారా ఏసయ్య రెండో రాకడలో ఆయన యొక్క మధ్యాకాశం వచ్చినప్పుడు మనం అందరం మరి లేపబడతాం కదా నెక్స్ట్ ఒక వాక్యం ఏంటంటే సిద్ధపాటు రెండవ రాకడకి సిద్ధపాటు వచ్చే వారం రెండవ రాకడకి సిద్ధపాటు గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు రెండవ రాకడ యొక్క సూచనలు మనం తెలుసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియపరలకు తండ్రి వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం వాక్యం ద్వారా అనేక విషయాలు మాట్లాడి మమ్మల్ని బలపరచండి ఈ వాక్యంలో ఉన్న విషయాల్ని మాకు తెలియజేయండి రెండో రాకడ సూచనలు అక్రమం విస్తరించింది అనేకల్లో ప్రేమ చల్లారిపోతుందయా ద్వేషం మీద ద్వేషం ప్రభా ఇదిగో మరి యుద్ధాలు జరుగుతున్నాయి రాజ్యం మీద రాజ్యం జనం మీద జనం లేస్తూ ఉన్నారు కరువులు కాటకాలు భూకంపాలు జరుగుతూ ఉన్నాయి అనేకులు మనుషులందరి చేత మీరు ద్వేషింపబడతారని బైబిల్ చెప్తుంది అనేక మంది చేత మేము ద్వేషించబడుతున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభా ఇవి రాకడకు సూచనలు తల్లిదండ్రులకు అవి తెలుగుంటున్నారు పిల్లలు అయా మరి దేవుడి కంటే స్వకారం ఎక్కువగా కోరుకునే వాళ్ళు ఉన్నారు ప్రభా విశ్వాసం భ్రష్టులు అవుతారని చెప్పారు అవును ప్రభా భక్తి గల వారే కనబడుతున్నాం కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నాం తండ్రి ఎంత దినాలు అలాంటి పరిస్థితులు కాకుండా మీ వాక్య పెలుగులు మా జీవితాలను సరిచేసుకుని నిలబడి పరిశుద్ధులుగా ఉండేటకు మీ కృహలో భద్రపరిచి దీవించమని రెండో రాకడకు సిద్ధపడి దయచేమని రేసు పరిశుద్ధనామడి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్